వాడు అడ్డుకొని పాడ నేను పొట్టి చీరట కొన్నాని తెచ్చాని ఒకసారి పెట్టలేదు తెచ్చాను ఆ పిల్లది రమణ రమణ బొమ్మలే మూడు క్యాంత తెచ్చా నిల్చోండి బండిలకు మీ అన్ని నిలిపి కట్టిందా దానికి కట్టి మన మగపడి కట్టాను సోత చెట్టు దూరుతుంది మోకాలు మోటు పోతున్నాడు మోకాలు ఎట్టుకోండి అక్కడ ఉంది ఆ మీకు వచ్చిన పని చూడరా చిన్నపిల్ల చిన్నపిల్ల నువ్వు ఉందా చేసుకుంటే ధనివి కాలా నువ్వు వచ్చి పోయి చూడరా అరిసవేటా అరిసవేట మేదకు అందుకే మీ పనే చూసుకోండి చెప్పమ్మా వింటానమ్మా నేను నచ్చిన నీకు నేను నిజంగా ఈ శ్రీ నాదే ఈ నాదే శ్రీ తప్పేంది ಜಾರಿ ಪಟ್ಟೆ ಜಾರಿ ಪಟ್ಟೆಯ ನೀಗ ಜಾರಿ ಪೋಬೇಡಿ ಜಾರಿ ಅಲ್ಲಿ ಚೂಡ ಚೂಡ ಏಸ್ ಕೋಡ್ ಮಾಡ್ಬೇಕು ಅಲ್ಲಿ ಬಂದೆ ಭಾರತ ದೇಶ ಓರೋ ಬರ್ತಾರೆ ಬುಡಿಯ ಕಣ್ಣಾ ಸಮಯ ಬಡ್ಡನೆ ಬುಡಿಯ ಕಣ್ಣಾ తెలుగులో స్పష్టంగా పడిన మెదడు తప్పడినా స్టాప్ డాన్సింగ్ పోన కాలేదు అవుతుంది పాట పాడాను పాట తప్పు అంటున్నావు నీ మైకి నీది నా మైకి నాది నాకు గసరు ఎప్పుడు ఏం బెదరు మళ్ళీ పాడు నీకు పాట అలా కాదు నేను పాడుతూ విను పాడు గుడి వెనకాల స్వామి గొడ్డలి వాళ్ళ మీద కూర్చున్నాడు వెళ్ళిపోతున్నాడు ఒరిజినల్ నా జీవితంలో ఒక సమస్య జరిగి నీ పాట గుర్తుంది వీళ్ళు అన్నం స్వర్గస్థులు అయ్యారు అంటే దేవంతులు అయ్యారు అంటే చెడిపోయారు నేను వాళ్ళ ఇంటి పల్లెమార్ చేయడానికి వెళ్ళాను హిందూ సాంప్రదాయంగా చావింటికి వెళ్ళొచ్చినప్పుడు ఏం చేయాలి స్నానం చేసి ఇంటికి రావాలి మా ఊరు శివాలయం ఉంది శివాలయం పక్కన చెరువు గట్టు మీద బట్టలు అని చెప్పేసి గట్టి మీద పెట్టి చెరువులో దిగిపోయాను ఎలాంటి బట్టలు వేసాను ప్యాంటు షర్టు పచ్చ డ్రెస్ వేసాను ఎప్పుడే గట్టి మీద పెట్టాను ఆ మేక ఎప్పుడు నువ్వు చూస్తుందో పచ్చగున్నాయి కదా రొడ్డ అనుకుని బట్టలను పెట్టుకెళ్ళిపోయాను ఎప్పుడే బట్టలను ఒకటి దొట్టుతో సీర్లో ఉన్నాను పేగ మోగి దిగిపోయి సేగటి అయిన వాడు సీర్లో ఉందనండి ఆ సీర్లో ఒక భయం ఉంది జలగల భయం అరగంట ఆగినాను సీస్ రోడ్డు బయటకు వస్తాను అని ఆలోచించి కోవులు వెనక్కి నిల్చున్నాను ఎప్పుడే కోవులు వరకు నిలుచున్నాను మా పూలసర గారికి అలవాటు ఉంది ఏ ఒక నాలుగు గంటలు కోలుకో దీపం పెట్టడము సాయంత్రం ఐదు గంటలు కోలుకో దీపం పెట్టడం సాయంత్రం ఐదు అయింది కోలుకు వచ్చాడు కోలు చోటు రెండు సార్లు తిరిగాడు నేను కనిపించలేదు నాకు అలరాడితే రేస్ ఏమిటి మూడోసారి తిరిగాడు గుద్ది శాఖాదిగా చూసి అన్నాడు వారనాయన ¿no? అని ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశాడు ప్రెసిడెంట్ గారు బార్కోడు చెప్పాడు బార్కోడు ఊరు మొత్తం దొండోరు వేసాడు దొండోరు అక్కడ పొట్టిసాలు కట్టేసి మొర్రాట్లు ఒట్టుకొని కట్ట ఒట్టుకొని పొల్లెకాయలు పట్టుకొని అమ్మలక్కడ కళ్ళని దూరం చూశాను ఇష్టపడిపోయాను ఇక్కడ నిలబడిపోయాను పోత రోజు చేతులు కత్తి ఉండాలి కదా ఎందుకని అక్కడ దొరకలేదు కూరగాయలు కొంచెం పెట్టుకున్నాను అమ్మ అక్కడ వచ్చిన పూజలు చేసేస్తాండ్రు పూజలు అందులో ఒక అమ్మ వచ్చింది ఎంత గంట వాసన పూలు తీసి ఎప్పుడైతే వాసన పూలు తీసి నా గుండెలు రాయి పడిపోయింది ఇది ఎక్కడ కూర్చేద్దని ఆ వాసన పూలు ముట్టించి తొండి కూర్చింది అట్టుకోలు పేడ కూర్చుంది ఎప్పుడైతే అరటిపళ్ళ పేడ కూర్చుందో అమ్మాయి అనుకోండి ఇంకొక అమ్మ వస్తుంది జనాలు తోసుకొని ఎవరు అనుకున్నావు ఎవరు అనుకున్నావు దగ్గరకు వచ్చింది ఇదే టెన్షన్ చూస్తాను పోల్చేద్దే ఇది పోల్చేసి ఏముంది నేను తొందర రేటు అలా ఊపిరి బిగబట్టాను దగ్గరికి వచ్చింది కొల్లెర్రగా చేసింది పళ్ళు పటా పటా కొరికి కొబ్బరికాయ తీసి పటక మొర్రాడు కొట్టింది నాకు కింద అమ్మాయి అక్కడ మొర్రాడు పోస్తారు బొర్ర మీద నుంచి కింద చేయి పడుకుని బొర్ర మీద చల్లుకుంటాడు నోట్లు వేసుకోండి ఒకటి కళ్ళారు చూసాను నిలిపోడానికి ఇలా మూడు ముందు మయ్యలే మూడు ఈదులు దాటి ఊరు మధ్య దొట్టులతో నెలకెళ్తాను చెప్పారా అని ఆలోచించాను అప్పుడు పది మంది ఆడవాళ్ళు జట్టు మీద వస్తున్నారు వాళ్ళు చెరిపోయినకి వెళ్ళిపోండ్రట పది మంది ఆడవాళ్ళు వచ్చి పూజలు చేసేసి వాళ్ళని దూరం వెళ్ళి అక్కడ ఆగి ఆగి అందులో అమ్మ అన్నది నిన్ను పూజలు చేశాను మహారతులు గంతలే ఎప్పుడైతే ఆరు నా మలేరియా జ్వరం వెళ్ళిపోచ్చి అందులో ఇంకో గమ్మ అన్నది అవునారా ఆంధ్ర నేను రెండో తప్పులాగా ఉంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ముట్టిస్తాము తెచ్చింది ఆ పల్లెం వేసారు ఒకసారి మండలి పిల్లలలో పోగయి ఈ పోగిన దగ్గర తెచ్చారు పోగు డెంగ్యూ జ్వరం వెళ్ళిపోచ్చి ఒక అమ్మాయిలు పట్టుకుంది ఇంకొక అమ్మాయి అగ్గిపోలు తీసి వెలిగించింది ఆ అగ్గిపోలు వెలిగిస్తాను నీ చెప్పేది బొంగు భోగి మంటలకు వెళ్ళిపోతుంది మంట ఆ పల్లెంకి సేపేటి రెండు సార్లు ఇలాగే తిప్పింది ఈ మంటకు పల్లి చేయి కాలిపోతున్నారు కదా మూడోసారి చెప్పలేదు నా కాలాల మధ్యన ఎప్పుడైతే కాలాల మధ్యలో నాకు వాల్తర్ వేరే వీరసం హరటి సినిమాలు ఎన్ని కనబడతాయి పంతులు గారు వచ్చారు చూడరు ఎక్కడో వాసన వస్తుంది అది గుర్తుడు నీకు అన్నాడు ఆ గుడి కన్నా తప్పను నేను కథన్నా ఏం కథ చెప్పడానికి వచ్చాం ఇక్కడకు శ్రీ కళ్యాణం కథలు కథ చెప్పబోతున్నాం ఓకే ఒకసారిగా శ్రద్ధగా చెప్పమ్మా రావణాసుడు గొప్ప దుర్మార్గుడు అంతేకాదు కూడా అందుకే మీ ఆడు రెండు ఉంటాయి నాయకులు మా ఆడవాళ్ళు తెలియదు మా ఆడవాళ్ళు మూడు ఉంటాయా మా చూసి మూడు నువ్వెప్పుడు చూసావు మరి మానవుడు తెలియని వెప్పు చూస్తాం ఇప్పుడే విన్నాను రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు ఎవరు కరెక్ట్ కరెక్ట్ ఎవరు కరెక్ట్ మరి ఎంత బే దుర్మార్గుడు అయ్యాడు ఎంత బే భక్తుడు అన్ని మాటలు మీ మాటలే రావణాసుడు ఎంత దుర్మార్గుడు అంతే సన్మార్గుడు రావణాసుడు ఎన్ని మనసులు గలవాడు ఏంటి బ్రదర్ మనకు ఒకటే కదా మనస్సు రావణాసుడు కాబట్టి మంచి చెడు రెండు మనస్తత్వాలు కలవాడు రావణాసుడు సమయం అనుకున్నావా అనుకున్నావా రావణాసు కదా కోవిదుడు నాట్యం అంటే నాలాగా నీకొచ్చా నువ్వు ఒక్కదాని వినావు యాభై మీ అక్క లేక తేలిపోద్ది మీ అక్క ఉంది మా అక్క కూడా ఉంది ఇక్కడ లేక తేలిపోద్ది రమ్మను పిల్లలా పిల్లి పిల్లిద్దామా వద్దా ఒక్క విజల్తో పరిగెట్టి వస్తుంది నీకు ఎలా కూర్చో పళ్ళు తేడతాను పిలుస్తాను కదా పిలుస్తున్నాను నాకు అన్నీ తెర ఒక్కేనే రావా రావనంటుంది అయ్యా రామూర్తి గారు మేత ఏదో పనికిరాదండి బాగా మొదలు పడాలి అంత మొదలదే ఇంకా మొదలదు ముందు చెప్పాలి మొదలు తెలిసిన ఒక వేసరి వేస్ట్ అయిపోయింది ఇప్పుడు వేస్తాం గంగిరేతులాగా అయ్యి దండం పెట్టు వస్తావు రావా చని బీట్ ఒప్పిదిమా చని బీట్ ఒప్పిదిమా రావే ముద్దోలు గుమ్మా मुरादर के राग मधुरे पे कल्याण मधुर में मुकुलुमा और राम राम मधुर मधुर के भी हमें Thank you. அரசர கொட்டு போடணும்